ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అఖండ రాజయోగము సర్వ భోగభాగ్యములు కలగాలి అంటే విష్ణు సహస్రనామం ఎలా పారాయణం చేస్తే అఖండ ఐశ్వర్యములు భోగభాగ్యాలు కలుగుతాయి సహజంగా మనం విష్ణు సహస్రనామం ప్రతిరోజు ఇంట్లో మనం పారాయణం చేస్తూ ఉంటాం లేక ఒక శనివారము మీకు నచ్చిన వారం ఏదో ఒక వారం చేస్తూ ఉంటాం కానీ మనకి ఇటువంటి తీరన కోరికలు తీరాలన్నా రాజయోగము మార్గశలు కావాలన్నా విష్ణు సహస్రనామం ఒక నియమ నిబంధనలతో పారాయణం చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందుతాం ఈ క్రియ ఎలా చేయాలి ఇరవై ఏడు నక్షత్రములు అనంటే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఇరవై ఏడు నక్షత్రములలో ఫస్ట్ ఉదాహరణకి అశ్విని నక్షత్రం రోజు మనం పారాయణం మొదలుపెట్టినట్లయితే రేవతి నక్షత్రం రోజు వరకు కూడా ఏ ఒక్కరోజు కూడా మనకి బ్రేక్ లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా రోజుకు ఒక్కసారి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఎటువంటి జటిలమైన సమస్య అయినా తీరని కోర్కెలైనా అలాగే రాజయోగం కావాలన్నా మహర్దశ కావాలన్నా సుదర్శన యంత్రముని పెట్టుకుని విష్ణు సహస్రనామ పారాయణం గనక చేసినట్లయితే విజయం మీ వెంటే ఉంటుంది ఉదాహరణకి మీరు పుట్టిన నక్షత్రం శ్రవణ నక్షత్రం అయితే గనక శ్రవణ నక్షత్రం రోజు మొదలుపెట్టినట్లయితే మీకు మరలా దాని ముందు నక్షత్రం వరకు ఇరవై ఏడు నక్షత్రములు అంటే ఇరవై ఏడు రోజుల వరకు కూడా మీరు పారాయణం చేయాలి అంటే రేవతి నక్షత్రం రోజున మనం మొదలుపెట్టినట్లయితే మరలా తిరిగి రేవతి నక్షత్రం ముందు నక్షత్రం వరకు కూడా మనకి ఇరవై ఏడు రోజులు చేసి పారాయణం చేసి తీరాలి అయితే అటుకులు పటికి బెల్లం విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి ఇరవై ఏడు రోజుల పాటు మనస వాచ కర్మణ మీరు ఎటువంటి సమస్యనైనా మనసులో తలుసుకుని సంకల్పం చేసుకుని ఈ విష్ణు సహస్రనామం పారాయణం చేసినట్లయితే సత్ఫలితాన్ని పొంది తీరుతారు మేము ఆచరించి సత్ఫలితాన్ని పొంది మీకు ఈ విధానాన్ని తెలియచేస్తున్నాం అలాగే మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కనుక జేకేఆర్ జైమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం